hi friends welcome to my channel మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు మీరు ఏదైనా వెజిటేరియన్ రెసిపీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే పాటోలి సులువుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాము ఈ పాటోలి చాలా రుచిగా ఉంటుంది అలాగే పాటోలీలను రకరకాల పద్ధతుల్లో కూడా చేసుకోవచ్చు మేము ఈ వీడియోలో ఒక రకమైన పద్ధతి చూపిస్తున్నాము మరి ఈ పాటోలు తయారీ విధానాన్ని చూసేద్దాము మరి అందుకోసమని ఒక కప్పు నానబెట్టినటువంటి శనగలు తీసుకుంటున్నాము వీటిలో నీరు ఉండకుండా పూర్తిగా తీసేసి ఈ విధంగా శనగలను రెడీ చేసుకోవాలి ఈ శనగలను మిక్సీ చేసుకోవడం కోసమని మిక్సీ జార్ తీసుకుని అందులో శనగలను వేసుకుని ఈ విధంగా కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలన్నమాట పిండి అంతేకాకుండా ఈ శనగలను రుబ్బుకునేటప్పుడు ఏ మాత్రం నీటిని యాడ్ చేయకూడదు ఇలా కచ్చాబచ్చాగా మాత్రమే పిండి ఉండాలి పాటోలు తయారు చేసుకోవడం కోసమని బాండీ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని నూనె కొద్దిగా వేడయ్యాక ఒక అర టేబుల్ స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి పోపు కొద్దిగా వేగాక నాలుగు పచ్చిమిరపకాయలను ఈ విధంగా చీలికలుగా చేసుకుని వాటిని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగాక ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఈ పాటోలిని ఉల్లిపాయల కాంబినేషన్లో చేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో మిక్సీ చేసుకున్నటువంటి శనగల మిశ్రమం అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు శనగల మిశ్రమం బాగా కలిసేలాగా కలుపుకుని ఈ విధంగా మూత పెట్టి రెండు నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి మూత తీసి చూద్దాం చూడండి ఉల్లిపాయ ముక్కలు అలాగే శనగలు కూడా చక్కగా మగ్గుతున్నాయి కదా వీటిని ఈ విధంగా బాగా కలుపుకుని సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి పాటోలి మగ్గిపోయింది కదా ఎంత బాగుందో కదా ఉల్లిపాయలు కూడా మగ్గాయి సాఫ్ట్గా పాటోలి తినేవారైతే కనుక ఈ విధంగా మగ్గాక డిష్ అవుట్ చేసేసుకోవచ్చు కానీ క్రిస్పీగా పాటోలి కావాలనుకునేవారు మాత్రం మూతని తీసేసిన తర్వాత ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఒకటిన్నర నిమిషం పాటు వేయించుకుంటే క్రిస్పీగా ఉండేటువంటి డ్రై పాటోలి రెడీ అవుతుంది చూడండి డ్రై పాటోలి రెడీ ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం చూసారు కదా ఎంతో రుచిగా ఉండే శనగల పాటోలి వేడివేడిగా తినడానికి రెడీ పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పర్ఫెక్ట్ పాటోలి రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఈ రకమైనటువంటి పాటోలిని ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వెరైటీ రెసిపీల కోసం మా నందల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉల్లి వెల్లుల్లి లేనటువంటి శాకాహార వంటల కోసమని మా మరొక ఛానల్ చిరావురి వంటకాలను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మా రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సిమ్మని ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ